హలో హలో అమ్మా అమ్మా మీ పేరేంటమ్మా నా పేరు జాన్ అండి ఎవరు నా పేరు నా పేరు బన్నివాస్ అంటారమ్మా మీరు ఎక్కడ ఏ ఊరు మీది నేను చెప్పా నా పరువు పోద్ది అని ఆడుకోకుండా ఎవరైనా ఎవరండి మీరు అసలు ఇది ఒక సినిమా కాన్సెప్ట్ ఇది అంటే ఇప్పుడు నువ్వు చూస్తే నెంబర్ నెంబర్ చూసావా నీకు వచ్చింది కదా అవును సార్ చూడు నీ పక్క నెంబర్ ఉంటుంది నీది లాస్ట్లో సెవెన్ ఉంది నాది లాస్ట్లో ఎయిట్ ఉంటుంది అంతే అంతకు మించి తేడా ఉండదు చూడు నమ్మకం లేదా చేంజ్ ఒక నెంబర్ చేంజ్ అయింది నెంబరే చేంజ్ అయింది కదా అవునండి అది నెంబర్ నెంబర్ నైబర్ అని కాన్సెప్ట్ మాట అది సినిమాది అది అప్పుడు మాట్లాడేది బన్నివాస్ గారు అంటారా గీతాడి నుంచే మాట్లాడుతున్నారండి మీరు అవును మీ- మీ పక్కన ఇప్పుడు బండి గారు ఉంటారు కదండి బండి గారు ఫోన్